ఎండ తగిలితే ఎండ ఎండ తగిలేస్తుంది బాగానే నల్లబడతాం మొక్కలు కోవిడ్ సిటీ మాలియా బీచ్ ఇక్కడే మన తెలుగులో ఎక్కువ ఇక్కడ ఉంటారు ఈ నీరు చాలా వెనక్కి వెళ్ళిపోయింది లేకపోతే ఇక్కడ దాకా ఉంటుంది పైప్ ఉంది కాబట్టి అక్కడ దాకా ఉంటుంది నీరు సాయంత్రం అయితే మళ్ళీ వస్తుంది టైం ఇక్కడ పావుదాకా ఐదు అవుతుంది వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు వాళ్ళు నేపాల్ వాళ్ళు మొత్తం సమరాంజల్ ice cream water Thank you. పొద్దు కూడా వస్తుంది పొద్దు పొద్దు కూడా వస్తుందప్ప నీళ్ళు తీసుకుంటే నేను స్నానం చేస్తున్న మనిషి అబ్బాయి నల్లగా ఎంత వచ్చేస్తుంది క్లారిటీ రావట్లేదు మాలియా మాలియా బీచ్ నీరు వెనకెళ్ళిపోయింది కదా అది మట్టి నాసు అదినే నత్తకాయలు కాసిపోయి చేపలు చచ్చిపోతాయి కదా అందువల్ల స్మెల్ అవుతుంది బీచ్లో ఈ కదా ఇంకా రుతువా ఉంది కాబట్టి రుతువా అంటే ఒక్కపోతుంది కాబట్టి ఇంకా జనాలు ఇంకా చేరుకోలేదు సాయంత్రం ఆరైతే ఇంకా జనాలు ఇంకా సాయంత్రం ఆరైతే ఇంకా గెస్ట్ హౌస్ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట ఇక్కడ హీరోయిన్స్లు హీరోలు అందరు దిగుతారు టిక్ టాక్ చేసే వాళ్ళు అందరు దిగుతారు అన్నమాట బాగా వీట్ ఎక్కిపోతుంది ఇక్కడ ఈ ఎండకు తట్టుకోలేక జనాలు చాలామంది రాలేదు ఒక్క గంట ఒక గంట అయితే అందరు దిగేస్తారు ఇంకా ఇంకా టిక్ టాక్ టిక్ టాక్ ఇంకా మామూలుగా ఉంటుంది ఇంకా మొత్తం అంత ఎక్కువ ఉంటుంది ఇంకా మన ఐస్ ఐస్ క్రీమ్ మొత్తం అబ్బాయి మన వాళ్ళు వాళ్ళందరూ తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళు నేపాలి ఫిలిపీని ప్రస్తుతానికి ఎలా ఉన్నారు ఇక్కడ ఇది ఫ్రెండ్స్ మాలియా బీచ్ ఇలా ఉంటుంది ఇంకో అట్లాగా అంతా ఉంటుంది ఫ్రీగా రిలాక్స్ అవ్వాలి ఇలా రిలాక్స్ అవుతుంటారు అన్నమాట మన అందరూ చిన్న రా మా ఓడ మా టీం లీడర్ అయినా పెద్ద మనిషి పెద్ద అయిన ధర్మకర్త ధర్మమూర్తి సుల్తాన్ అంట మేడిని సుల్తాన్ మేడిన్ ఇండియా చూశారు కదా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి ఏట్లపాలెం ఏట్లపాలెం సోమలకట్ట మండలం సోనకట మండలం ఎండకి తట్టుకోలేక ఎండిపోయిన మొక్కలు ఇదంతా రోడ్డే ఒకప్పుడు ఈ రోడ్లో తవ్వేసి మొత్తం అంతా ఇంకా పువ్వులు నాసు మొక్కలు వేశారు శుభ్రంగా లేకపోతే ఇదంతా కూడా ఒకప్పుడు లవ్ లవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తుప్పలో ఉండేవారు అన్నమాట అందరూ ఒకప్పుడు వెళ్ళి తుప్పు తుప్పలో పెద్ద తుప్పలో ఈ తుప్పల కింద పోయి అందులో చాలా గేలు చేసేవారు అన్నమాట అందుకే తీసేసి ఇలాగ నాశ మొక్కలు వేసారు చుట్టూరు అసలు కనబడుతుంది మొహం పొద్దులుగెత్తుంది మరి మరి ఏది ఫేస్బుక్ లేవా యూట్యూబ్ వీడియో రికార్డింగ్ పాక ఎందుకు వెళ్దాం ఎందుకు వెళ్తారా బాబాయ్ ఇక్కడ మన వాళ్ళు మంది గెలలు ఎత్తారు గెలలు చేపలు పడతారు అయితే ఈరోజు నీరు చాలా వెళ్ళిపోయింది నేపాల్ సరే మరి అయితే ఇక్కడ వైజ్ జంక్షన్లోకి వచ్చాము వై జంక్షన్లో మళ్ళీ సెకండ్ పార్ట్ అప్లోడ్ చేద్దాం